లేచారా అమ్మా ఈ మధ్యన దీన్ని కూడా తట్టి అబ్బో లేపాల్సి వస్తుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం जिंदगी एक सफर वाह डबल कट काफी ready my dear tiffin and lunch box ready come on please take your see omelette ఏమండి hmm. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి సాయంత్రం లేట్ అవుతుంది hmm. అన్నట్టు మీ ఫ్రెండ్ ఎవరు అమృతరావు వాళ్ళు పక్కవాటలో దిగుతున్నారని చెప్పారు అవునవును వాళ్ళు ఈ పాటికి రావాల్సిందే వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయినాయి నువ్వు పద బై బాయ్ నన్ను గుద్దేకు మెల్లిగా అది రా right right come on come on come on రా రైట్ స్ట్రైట్గా బ్రేక్ బ్రేక్ ఈ లేటు మతికని పోయిందా రా ఓరి అమృతం నువ్వా ఇదేంట్రా మసిపుగ్గుల నాకంటే నల్లగా తయారయ్యో ఏం చెప్పమంటావురా ట్రక్కు వెనకాలేరండి పూచుకు పుల్ల కూడా కింద పడకూడదు అంది ఏ మాటకా మాటరా ఈ ఆడాలకి చాదస్తం ఎక్కువ సామాన్లు ఎందుకు కింద పడతాయి చెప్పు నేను చెప్పానా శుభం మంచి శకునం సర్లే సర్లే అసలు దిక్కుమాల ఏరియా నుంచి ఇంత మంచి ఇంట్లోకి వచ్చినందుకు మనం సంతోషించాలి నీకు ఆఫీస్కి దగ్గరగా అంజని ఎంత మంచి ఇల్లు పెట్టాడో చూడు అబ్బా చాలా బాగుందనే ఆ పెరడు అవునమ్మా నా అంత తెలుసుకోటా నీళ్ళవి బాగా వస్తున్నాయా సిక్స్ వెనక స్థలం కూడా చాలా ఉంది గాలి ఇదంతా మొక్కలేసుకోవచ్చు కదా నేనే ఇదేంటి అంతకు ముందు నాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారా అబ్బా ఎన్ని పువ్వులో మల్లె పూలు చాలా విరగ్గాస్తాయి చెవిలో పువ్వు పెట్టదు ఇది నందివర్ధనం చెట్టు అదే అదే నందివర్ధనం అటుపక్కే ఉంది ఇదేనా మీళ్ళు ఇదే చక్కగా గోడ అడ్డం భలే మాట్లాడుకోవచ్చు జంప్ చేసి అవును శాంతేది మాటల తర్వాత రా ముందు పాలు పొంగించేసుకుంటే సామాన్లన్నీ సర్దేసుకో ఆగండి ఆగండి ఆవు రానియండి అవా ఆ, అవెందుకు పాలు తెచ్చాగా ఒరే నీ మొహం మసిబారినట్టు నీ బుర్ర కూడా పనిచేయడం మానేసిందిరా ఏదైనా కొత్త ఇంట్లోకి మనం ఎంటర్ అయ్యాం అనుకో ఆవుని ప్రతి రూములో తిప్పించి పేడ వేయిస్తే ఆ ఇంటికి శుభకరం లక్ష్మీకరం లాభదాయకం ఆనందదాయకం కానీ అట్లా చేసే సొంతింటికి కదా నీకు ధర్మశాస్త్రాలు సరిగ్గా తెలియవనుకుంటా చతుర్వేదాలు షడ్దర్శనాలు అష్టాదశ పురాణాలు నూటెనిమిది ఉపనిషత్తులు చదివిన నాకు తెలియని విషయం ఉంటుందమ్మా సంజీవిని నాకు తెలియకుండా ఎన్ని ఎప్పుడు చదివేవరా నువ్వు చందమామ బాలమిత్రంలో చదివా ఏంటి వేదాలే మరే అబ్బా నువ్వుండు అంజనే చెప్పింది అక్షరాల నిజం ఈ రెండేళ్ల మనం ఆరేళ్లు మారాం అదృష్టం బాగుండి మంచి ఇంట్లోకి వచ్చాం అన్ని శాస్త్రోక్తంగా జరిగితేనే మంచిది మీరు చెప్పండి అన్నయ్య అసలు ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా ఎంతసేపు రా ఫైవ్ మినిట్స్ ఈ పాటికి వచ్చేయాలే ఇక్కడ చూడు సార్ సామాన్లు దించమంటారా ఇక్కడ తెచ్చువయ్యా ఎందుకంత కంగారు ఐదు నిమిషాలు లాగ్ వస్తుంది దాని తర్వాత దించొచ్చు ఓకే సార్ బోల్డ్ చెట్లు వేసుకోవచ్చు ఎంత ఖాళీ ప్లేసో బోల్డ్ ముగ్గులు పెట్టుకోవచ్చు సర్ ఇంకెంత సేప్ సర్ అ బ ఖంగర్ బెట్కండియా లపకన అవొచ్చి తపకన బెడగని తుపుక్కున్ సామాన్ సది చేసుకుందాం వీరెల్లండి సున్న వంటించుకుంటున్నాం పైస అక్కడ తీసుకో సబ్ పైస తీ హా తీ అడుగు సచ్చాడు ఐదు నిమిషాలు వచ్చేస్తాను కదా అవును మరి అరగంటకు వచ్చావే పేడ శుభకరంగా వెయ్యాలని బాగా చిట్టు తోడు పెట్టించి మరీ తీసుకొచ్చా సరే సరే ముందు కానివ్వండి ఆగండి ఆగండి బాబు ముందు విషయాలని వివరంగా మాట్లాడుకోవాలా ఈడెవడరా వీడేంట్రా ఈయనే చైర్మన్ అని ఎండి నా dairy company nice meeting you yeah ఇంతకీ విషయాలు అంటున్నాడు ఏంటో కనుక్కోండి ఏంటవి ఆవుకు ఛార్జీలండి ఛార్జీలు ఎంతో చెప్పండి వంద రూపాయలు అంతే కదా ఇదిగా ఇది మొదటి గంటకి అదేంటి మీ ఆవు గంటకు కానీ పేడైదా ఏమో ఎప్పుడో దాని ఇట్టం వచ్చినప్పుడు వేస్తుంది చూడు ఆ మాటకు వస్తే మాకు అరగంట చాలయ్యా అరగంట ఎందుకు పావు గంట చాలు అలాగే నీకు డెబ్బై ఐదు రూపాయలు మిగిలినట్టే కదా వెల్కమ్ తీసుకురా దా. ఓ అమ్మా. ఓ, దా. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు ఎడవేస్తే ఇల్లంతా బంగారమే సుమా ఉండరా నీ పాటకి జడిచి వచ్చింది అది ఇల్లంతా తిప్పేశాం ఆ కాస్త పేడేసినట్టు దీని పని అయిపోతుంది పంపించేయచ్చు అవునవును ఇంకెంతసేపు తొందరగా పేడేసేస్తే ఎంత చక్క మన సామాన్